ಇನ್ನು ಹೋದರೆ ಉಪ್ರಾಪ್ತೆಂದು ಗ್ರಾಮ ಶಿವಾಜೆ ಇಲ್ಲಿ ಹೋದರೆ ದೇವಿ ಗುಂಡಿ ಏನು ಇಂಥದ್ದು ಕೈ ಕಂಜಿಗೂ ಮೇಪಗೂ ಪುನಃ ಒಂದೇ ಇಲ್ಲಾಡ್ತಾ ಪೂರ ಹಿಂದೆ ಕೈ ಕಂಜಿ ಮೇಪುಣ ಕೆಲಸ ಹೋಗಿ ಒಂದೇ ಇಲ್ಲಾಡಿಗೆ ఏమి ఇంతటి హైక్ అని చెప్పి నేపు ఊపున వాళ్ళు అయితే ఇంత ఉండడానికి వెంకటేజ్ వరకు చేత అయితే ఈ బెదిరిత బొంకాల కోసం అవుతాం మంచిగా ఉండేది బెదిరిత బొంకాల్సి కట్టలే అవును దూరంగా నాకు ఇస్తుంది కుర్చాపం ఉంది వెంకటేనా సింహాలతో ఇంత ఇంత ఇంత ఇంత ఇంత ఇంత ఇంత బడ్డు ఒకటి సరింత ఇంత ఇంత లాస్ట్కి సోకు సరి వస్తున్నాయి ఇంకా అంటే పైకాయ మేపు పోతాం బెద్దరు కాడు పోతే బెదిరి పోతున్నాం కడుపుడు ఉండే కాస్తుండే వాళ్ళు బిద్దులు కడుపుడు ముళ్ళు తిరేగుడు అన్ని కడుపుడు అడి కూడా కడుపుడు బల్లెగా సాజివంతగోడు అన్ని కడుపుడు గంట చెప్పుడు కొనత గంట చెప్పుడు కానీ నలుతుంది అయితే చడి కడుపుడు చడి కడుతుంది అయితే పోడు అవి ఒట్టామడితే కత్తి రంజి ఉన్నాడు గీరువాడు ఒట్టామడు అది సన్నగా సన్ని ఉంటాడు కనుక సౌండ్ పడుకుడు సౌండ్ పడుతున్నాగా ಅದಕ್ಕೆ ರಡ್ಡಿ ಇಟ್ಟು ಗಡ್ಡಿ ಅಂತ ಬಿದ್ದಿರ್ತಾರೆ ಗಡ್ಡಿ ಹೌದು ಆ ಗಡ್ಡಿನೇ ಮಾಡ್ಬೇಕು ಬಿದ್ದಿರ್ತಾವೆ ಕೇಕ್ಲಿಗೆ ಸುತ್ತಲೇ ಕೇಕ್ಲಿಗೆ ಅವು ಮೇರವನ್ನ ನಂಗೆ ಸೌಂಡ್ ಸೌಂಡಿಗೆ ಉಂಟು ಮಳ್ಳ ಹಿಂದೆ ದೂರಗನ ಮಳ್ಳ ಬೆದರು ಅವು ನಮ್ಮ ಇಂದು ಬೋಳು ಇಪ್ಪುವ ಇನ್ನವರೆಲ್ಲ ತೋಟ ಹೋಗೋ ಅದಕ್ಕೆ ತೋಟ ಹೋಗೋ ಜೋರು ಮಾಡ್ತೀರಿ ಈಗ ಮುಂದಿನ ಕಟ್ಟಂಡ ಇಂಚಿನ ಅಲ್ಪಣೆ ಅಂದರೆ ಗೊತ್ತಾಗ ಇಂಚಿನ ಈ ಹೊಡಿ ಉಳ್ಳೋ ಅವು ಏನು ಕಟ್ಟೋಣ ಕಟ್ಟಿಸಿ ಅವನಿಗೆ ಆಡಿಗೆ ಫೋರ್ ಆಗ್ಬಿಡು ಸೌಂಡು ಇಂಚಿನ ಅಲ್ಪ ಉಳ್ಳೋ ಒಂದು ಗಂಟೆ ಓಡು ಒಂದು ಗಂಟೆ ಬರಂದು ದೂರಡು ಬೆದ್ದುಕೊಂಡು ಲೇಕಾಡು ನಮ್ಮ ಜನ ಅಲ್ಲಿ ತಗೊಂಡು ಮೂಳು ಹತ್ತು ಪೂರ್ತಿ ಇದ್ದಾನೆ ನಮ್ಮ ಒಂದು ಒಂಜ ಗಂಟೆ ಆಯ್ತು ಅಲ್ಲಂದ್ರೆ ಅವಂತ ಮಲ್ ಮಲ್ಲೆಡು ಮಾಡ್ಕೊಂಡ ಬುಕ್ಕಳು ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟು ದಿನೊಟ್ಟೇ ತಂಜಿ ಎರಡು ಮೂಜಿ ಮಾಡ್ಪಾರ ಹಾಕಿ ಮುಪ್ಪ ಈ ತೇರ್ಲ ಮಲ್ಪಿಚ್ಚಿ ತೇರ್ಲ ಮಲ್ಪಿಚ್ಚಿ ಇತ್ತು ಪೂರ ಬೆದ್ರಿ ಸೈ ಒಂದು ನಾನು ಮಾಡ್ಪಾರ ಗೊತ್ತಿಚ್ಚಿ ಪಜ್ಜಿಲು ಓಲೆಜ್ಜಿ ಹೂವು ಹಂಚಿ ಓಡು ಆ ಮಳೆಗೆ ಒಂದು ಏಳು మన భార్య చూసుకుని వెళ్ళి చివరి అంచే ఒట్టు వేసుకున్నాను అంచే ఇట్టి ఇట్టి ఒట్టేసుకున్నా చివరి అంచే ఆ బాగా ఉంది అయితే ఒట్టే రెండు బళ్ళు బాగుడు గడిచి ఒక బొంక వంచి ఉండేవాడు కెర్చి బాబు బళ్ళు ఖర్చు లాభం లాభం కెర్చి ఈ బళ్ళు పడితే కెర్చి గడి రట్టు నురుపుండు నురుపులు అవి కట్టింది కట్టుకుంది ఈ తిట్టు మాత్రం జాగండి సైకిల్ కట్టినది ఉండే బాబు నా కొలతల్లో సౌండ్ చేయండి ಜಮಳ್ತೀರ್ನ ಫಂಡೀರ್ನ ಕೊಣೀರ್ನ ಕೊಡ್ತೀರತ್ತೆ ಮಲ್ಲ ಹೊಂಡ ಅಂಜಿ ಎಲ್ಪ ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀರಿ ಇಲ್ಲಿಗೆ ಐವ ಕೊಡ್ತೀರಿ ಎಲ್ಪತ್ತೀನಿ ಐವ ಅಂತ